పండక్కి మామ వచ్చాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి ఇక్కడ డ్యూటీ ఎక్కలేదా ఈ చలికి వేడి కాఫీ పడితే గానీ వేళ్ళు పనిచేయటం లేదు ఈ చల్లెంట్రా బాబు ఇలా చంపేస్తుంది ఈసారి కాస్త చక్కెర కలిపి వెళ్ళొచ్చు కదా అసలే చలితో నాకు అంత అనిపించట్లేదు సార్ వాడు అంత తొందర ఏంటి కలిపి వెళ్ళొచ్చుగా అది ఆటోమేటిక్ సార్ వాడు ఆటోమేటిక్ ఆమా ఒకసారి స్పూన్ పట్టుకోండి మరీ అంత ఏంటి సార్ వాడు నేను స్టడీగా లేను ఈ అర్వం వాళ్ళకి చలి తక్కువ అనుకుంటాను రా మరి పొద్దున్నే లేచి అలవాటు ఉండడం వల్లనేమో ఈ హోటల్ బిజినెస్ లో ఇది ఒక్కటే చిరాకు ఏ సీజన్ లోనైనా అందరికంటే ముందు లేవాలి పద మొదటి ఇడ్లీ వాయు ఎక్కించాలి ఓరి దొంగ రాస్కేల్ నాకు చల్లేదు చల్లేదని కొట్టావు ఇదే సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ రోగ్ నిన్ను వెచ్చగా ఉంచడం కోసం నేను బెచ్చమెత్తుకోవాలి ఇది గ్యాస్ పోయి అనుకున్నావా భోగిమంట అనుకున్నావా ఏమన్నావురా భోగిమంట అన్నాను భోగిమంట ఏ స్పెల్లింగ్ మిస్టేకా కాదు స్పెషల్ మెమరీస్ మన చిన్ననాటి రోజులు మన ఊరు భోగిదండలు సంక్రాంతి ముగ్గులు ఇవన్నీ గుర్తొచ్చాయి ఏ నీకవి గుర్తులేదా ఎందుకు లేదురా అది మనిద్దరం స్కూల్లో కలిసిన మొదటి సంక్రాంతి నీ కుక్క నా క్లాస్ వర్క్ బుక్ తీసుకెళ్లి భోగిమంటల్లో పడేసింది శివరాత్రి వరకు నోట్స్ రాస్తూనే కూర్చున్నాను అవును ఆ ఆనందమే వేరు ఇప్పుడు సిటీ వాళ్ళు ఆ సంబరాలన్నీ మర్చిపోయారు ఆ హరిదాసు ఆ గంగిరెద్దులోళ్ళు అసలు సిటీ వాళ్ళకి ఆ సంక్రాంతి ఫ్లేవరే తెలీదురా అవును సార్ వాడు జ్ఞానం లేదు రే అవుట్ సైడ్ విలేజ్ వాళ్ళకే కాదు అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళు కూడా సంక్రాంతి అంటే ఏంటో తెలీదు అరే మాకు తెలియం సార్ వాడు దీన్ని మేము పొంగలని పిలుచుకుంటాం <laughs> పొంగలని పిలుచుకుంటారా తర్వాత అమ్మని తినుకుంటారా స్టూపిడ్ ఫెలో మేం మాట్లాడుతున్నది పండగ గురించి తిండి గురించి కాదు పాపం నేను సంక్రాంతి ఫ్లేవర్ అనేసరికి లిటరల్ గా రుచి అనుకున్నాడు వీడు సత్యం సార్ వాడు తమిళనాడులో దీని పేరు పొంగల్ ఓహో అక్కడ పండగలన్నీ ముద్దుగా పిండి వంటల పేర్లతో పిలుచుకుంటారేమో ఆ దసరాని దద్దోజనం అని దీపావళిని దోష అని చవితిని చెకోడి అని ఉగాదిని పొకోడి అని ఏంటి సార్ వాడు బొత్తిగా కల్చర్ లేకుండా కబుర్లు ఆడుకుంటారు yes coming to the point culture ఈ సిటీకి సంక్రాంతి అంటే ఏంటో చూపిస్తాం ఈ పండక్కి స్పెషల్ ప్రమోషన్ చేస్తాం స్పెషల్ ప్రమోషనా డబుల్ ప్రమోషన్ సిటీ వాసులకు సంక్రాంతి వాసనల విలువలను చూపిస్తూ మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవటం వెరీ గుడ్ ఐడియా అయితే నేను సంజుకు వెంటనే ఫోన్ చేసి పండగ ఎక్కడికి వచ్చేమని చెప్తాను సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేద్దాం బాబాయ్ని కూడా పిలవరా ఈ మన గ్రాండియన్ చూసి గర్వపడతాడు ఎవరిని మా మామగారు నీకేమైనా పిచ్చా ఆయనకు నా గొంతు వింటే బీపీ వస్తుంది నా ఫేస్ చూస్తే షుగర్ వస్తుంది ఏదైనా మంచి పని చేయబోతే మలేరియానే వచ్చేస్తుంది ఒకవేళ నేను ఇప్పుడు ఫోన్ చేశాననుకో ఏ కిడ్నాపర్ కాల్ చేసినట్టు రియాక్షన్ ఇస్తాడు అయ్యో ఎంత మాట తప్పకుండా వస్తాను అది నా అదృష్టంగా భావిస్తాను భలేవారే నమస్తే నువ్వు చెప్పింది కరెక్టే సత్యం ఆనందరావు గారు నన్ను వెంటనే గుర్తుపట్టేశారు చాలా మర్యాదగా గౌరవంగా మాట్లాడారు భలే వాళ్లే ఎంత ఆస్ట్రేలియా వెళ్తే మాత్రం మిమ్మల్ని ఎలా మర్చిపోతారన్నయ్య గారు మన సజీవిని పెళ్లి కూడా వచ్చారాయే <laughs> ఏదో కొంత దశ తిరిగినట్టుగా ఉంది సత్యం నేను ఈ పక్షుల పెంపకం గురించి ఆలోచించడం ఏమిటి సరిగ్గా అదే సమయానికి నువ్వు వచ్చి ఆనందరావు గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఫోన్ చేయమని చెప్పడం ఏమిటి కలిసి వచ్చే కాలం అంటే మరి అదే అన్నయ్య గారు <laughs> రేపే టౌన్కి టికెట్లు తెప్పించు అన్నీ బాగుంటే జిల్లా తో తిరిగి అలాగే అదిగో శుభం ఏమో దాని సౌండ్ ఏదో తేడాగా ఉన్నట్టుంది హలో కర్మ ఈనిత్తడేంటి ఇప్పుడు ఫోన్ పక్కన ప్యూన్లా పడుండకపోతే వెళ్ళి ఆ పని ఈ పని చూసుకోవచ్చు కదా hello may speak to miss Sanjeevni please ఏ తెలుగు మర్చిపోయావా లేక ఇంగ్లీష్ తెగులు పట్టుకుందా అమ్మాయి లేదు పండక్కి వాళ్ళ అమ్మ ఊరెళ్ళింది ఓ నో సారీ అయ్యో రామా ఏం లేదండి నేను ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ సంబరాలు చాలా గ్రాండ్గా చేద్దాం ఘనంగా చేద్దామని అనుకుంటున్నాను మీరేమైనా ఇటు వస్తారా ఇదిగో అల్లుడు ఇప్పట్లో నేను హైదరాబాద్లో అడుగు పెట్టబోవడం లేదు ఫోన్ మాత్రం పెట్టేస్తున్నాను రావట్లేదు రావట్లేదు రావట్లేదు అదేమిటి రేపు టికెట్లు క్యాన్సిల్ చేసేయమంటారా మన ప్రయాణం ఆగదు అక్కడ అల్లుడికి అంతపడకుండా లాడ్జ్లో దిగుదాం అసలే ముఖ్యమైన పని మీద పెడుతున్నాం ఆ తెంగరోడు ఇంట్లో దిగితే తనకి తెలియకుండానే వ్యవహారంలో తలదూర్చి అంత తలకిందులు చేస్తాడు మహాలక్ష్మి రావమ్మ మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వంద వందనాలు నమస్కారం అండి నమస్కారం పరందామయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి ఆ టీవీ ఆ హుందాతనం ఏ మాత్రం చెక్కు చెదలేదనుకోండి <laughs> మిమ్మల్ని చూసి ఐదేళ్ళు అయింది విదేశాల్లో స్థిరపడ్డా మీలో ఏ మార్పు లేదు మీ రుచులు కూడా మారలేదని ఆశిస్తున్నాను సత్యం ఆ జున్ను లోపల పెట్టు అలాగే జున్ను అంటే నాకు ఇష్టమని మీరింకా మర్చిపోలేదన్నమాట <laughs> భలేవారండి మా అమ్మాయి పెళ్లికి వచ్చినప్పుడు జున్నుపాలు అడిగి మరీ పట్టుకెళ్ళారు మీరు <laughs> ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది ఈ ఊరే అనుకుంటా మీ అల్లుడికి ఏదో మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగం కదా ఆ తీసే మానేశారండి అదేంటి అది చాలా పెద్ద కంపెనీ కదా ఆ ఏదో సొంతంగా బిజినెస్ చేద్దామనే పట్టుదలతో జాబ్ వదిలేశాడు గుడ్ మీలాగే తలవంచడం అన్నమాట అలా అయితే ఓన్లీ వెస్ట్ గోదావరి ఎందుకండి హోల్ ఆంధ్రాకి మీరే మా ఈ బార్డ్స్ బ్రాంచెస్ తీసుకోవచ్చు కదా <laughs> ఆనందరావు గారు నాకు మాటలు రావడం లేదు మీ అభిమానానికి చాలా ఇది కేవలం బిజినెస్ స్వార్థం అండి మీ మాటకు ఊళ్ళో తిరుగులేదు కదా ఇవి మన వాళ్ళకు అలవాట్లేని పక్షులు వాళ్ళకు కొనే నమ్మకం మనం కలిగించాలంటే మీలాంటి పెద్ద మనిషే చెప్పాలి దానికి తోడు మీ అల్లుడు కూడా మంచి బిజినెస్ మ్యాన్ అంటున్నారు కదా చేదోడు వాదోడు ఉంటాడు రావమ్మా మహాలక్ష్మి రా తన బిజినెస్ ఏదో ఈ కోవేల నీ ఇల్లు కొలువై ఉందువు ఇది హరిదాస్ పాట అరే సిటీలో ఉంటారు నాకు తెలియదే ఎప్పుడో ఊళ్ళో చూశానంతే అబ్బే ఏదో వేషగాళ్ళులేండి సత్యం నువ్వు వెళ్ళి వాళ్ళకేదో ఇచ్చి పంపించే అరే కసే పాడించుకుందాం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి రావమ్మ అయ్యగారు ఇచ్చారు కృష్ణార్పణం అల్లుడు గారు మీరా ఇదేమిటి హరిదాసులతో సంభాషించకూడదు సంతర్పణివ్వాలంతే సత్యం గారు మీరా బొబ్బర్లంకలో కొబ్బరికాయలు ఎరుకోకుండా ఇక్కడేం చేస్తున్నారండి ఇంతకీ మా అబ్బాయి ఎలా ఉన్నాడండి ఓహో ఇది తెలిసినోళ్ళిల్లా అయితే సంక్రాంతి స్పెషల్ ఇన్వైట్ చేద్దాం అన్నయ్య గారు పనికిరాని వెధవ పంపించమని చెబితే వెంట పెట్టుకొస్తాడేమిటి అన్నయ్య హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి మావి గారు మీరేంటి ఇక్కడ మీ అల్లుడా అదే ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నాను ఏం మావి గారు హైదరాబాద్ వచ్చి ఇక్కడ దాక్కుంటారా మన ఇంటికి రావడానికి నమోషినా మీకు మీ అల్లుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నారు మంచి వ్యాపారం ఉందన్నారు అబ్బే ఉందండి అతనికి పార్ట్నర్ కూడా ఉన్నాడు మన పక్క ఊరి వాడే ఎస్ నా partner Anjaneyulu a very good business brain and a very technical man మేమిద్దరం కలిసి మా బిజినెస్ డెవలప్ చేస్తున్నాం అడుగు come I introduce him Anji బాబాయ్ వాట్ ఏ సర్ప్రైజ్ వచ్చారు ఇతనే నా టెక్నికల్ పార్ట్నర్ వీళ్ళిద్దరూ కలిసి చేసేది ముష్టెత్తుకోవడమా ఎస్ వీఆర్ కల్చరల్ బెగ్గర్స్ అల్లుడు నాకు ముఖ్యమైన ఫోన్ వస్తుందమ్మా కొంచెం ఆ నెంబర్ నోట్ చేసుకో అలాగే మావయ్య సంక్రాంతి సంస్కృతిలో ఇంకో భాగం పతంగాలు ఇవి గాలిలో అవుతాయి విహంగాలు నేను వెళ్ళి ఆనందరావు గారికి విశ్వాసం కలిగిస్తాను జరిగిందంతా వ్యాపారాభివృద్ధికే మేం చితికిపోలేదు అని లేకపోతే నా ఏజెన్సీ కృష్ణార్పణ అయిపోదు ఎంతైనా చెప్పమ్మా మాలుడిదంతా అదో టైపు మనిషికి బాధ్యతలు తెలిసినట్టుగా ఎదిగినట్టుగా అనిపించడం సీరియస్నెస్ బొత్తిగా లేదు మీరు మరీని మావయ్యా ఈ మధ్య పాపం అమృతం అన్నయ్యా ఇరవై నాలుగు గంటలు సీరియస్గా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాడు గాలి మనుషులు ఎరా ఆల్ ఇండియా గాలిపటాల పోటీకి నువ్వు రెడీనా రెడీ అసలు గాలిపటాలకు దారం ఎలా కడతారో నీకు గుర్తుందా డోంట్ uh, ఇన్సల్ట్ మీ గాలిపటానికి దారం బొంగరానికి తాడు చుట్టడంలో నేనే ఛాంపియన్ ముందు బూట్కి లేస్ కడతో నేర్చుకోండి <laughs> అన్నయ్య మావయ్య ఏదో ముఖ్యమైన ఫోన్ వస్తుంది జాగ్రత్తగా నెంబర్ నోట్ చేసుకోమని చెప్పారు నేను మార్కెట్కి వెళ్ళొస్తాను యూ డోంట్ వర్రీ హలో పరందమే గారు ఉన్నారా లేరండి బయటికి వెళ్ళారు నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను అది మీరు ఆయన వచ్చిన వెంటనే ఇవ్వండి షూర్ వన్ మినిట్ రే ఫోన్ నెంబర్ రాసుకో ఒరేయ్ నువ్వు నోట్ చేసుకో five six five five six five five six five three five two three five two four eight four eight అటండి అటు సరిగ్గా వారం వదలండి ఇంకా యా అల్లుడు నాకేమైనా ఫోన్ వచ్చిందా ఏదైనా నెంబర్ ఇచ్చారా ఎక్కడుంది రే అంజీ ఇది కాదురా ఒరే ఒరే ఒరే కైట్ కైట్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ గద్దని ఇంగ్లీష్ లో కైటనేగా అనేది పద అరే అంజిగా ఇంకోటి దొరికింది చే ఇది కాదురా అరే అంజీ నంబర్ దొరికిందిరా అరే అంజీ ఈ నెంబర్ తీసుకెళ్ళి మావికి ఇద్దాం పద పదా మావయ్య గారు ఇదిగోండి మీ ఫోన్ నెంబర్ మళ్ళీ ఈ అవతారాలు ఏమిటయ్యా సంక్రాంతి సంబరాల్లో కొత్త సెక్షన్ ఏమిటి కాదు ఫోన్ నెంబర్ కోసం వెళ్తే చెట్టు కొమ్మలు తగులుకున్నాయి నెంబరు చెట్టు త్వరలో దాచారా కాదు గాలిపటంపై రాశాము అది భయంతో వదిలేశాం చివరికి చెట్టుపై చూశాము గాలిపటంపై నెంబర్ రాశారా ఎవడైనా పడవతో ముంచుతాడు మీరు నన్ను పతంగితో ముంచేవాళ్ళు ధన్యవాదాలు అన్నయ్య గారు కొంపలు సగం మునిగిపోయాయి వీళ్ళు అవతారాలతో ఆనందరావు గారు కంటపడ్డారు ఇక ఆయనకు కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళు బాగా దెబ్బతిని అవి ఇవి ఏరుకు తింటున్న ఫ్యామిలీ అని నువ్వు మళ్ళీ ఆనందరావు గారి ఇంటికి ఎందుకు తగలడ్డావు అది మావగారు ఈ స్టూపిడ్ గాలిపటం పోయి వాళ్ళ స్టూపిడ్ చెట్టుపై ఇరుక్కుంది ఆ గాలిపటం స్టూపిడ్ ఆ చెట్టు స్టూపిడ్ నేను స్టూపిడ్ కానీ నువ్వు మాత్రం స్టూపిడ్ కాదు నేను నీకేం ద్రోహం చేశాను నా మీద కక్ష కట్టావు ఏం లేదు బాబాయ్ నీకు తోడు మతిలేని ఐడియాలు ఇచ్చి ముంచుకే బాగుంటాడు మీరు ఊరుకోండి అన్నయ్య గారు వాళ్ళకి నేను సర్ది చెప్తాగా మీరు కూర్చోండి ఆ ఎన్ఆర్ఐలకి అసలే కొంచెం అనుమానం ఎక్కువ వీళ్ళు నిజంగా సౌండ్ పార్టీయా లేక డాలర్లు మిగటానికి చూస్తున్నారా అని ఒకరోజు ఊరుకుంటే సరి ఆ ఆనందరావే లైన్లోకి వస్తాడు సరే చూద్దాం ఈ బట్టల వల్ల కదా ఎన్ని మాటలు నాకు బొత్తిగా డిగ్నిటీ తెలియదనుకున్నారా అసలు చెప్తా రాంజిగా ఈ పండక్కి మనందరికీ కళ్ళు జిగేలు మనిపోయేలా పట్టు పీతాంబరాలు అంతేకాదు ప్రతి పండక్కి అల్లుడికి మామగారు పెట్టినట్టు కాకుండా ఈసారి మా మామగారికి నేను బట్టలు పెడతాను ఒక జత రెండు జతలు కాదు మొత్తం వార్డ్రోబే మార్చేస్తాను అవి చూసి ఆస్ట్రేలియా ఆనందరావే కాదు అమెరికా ఎల్లారావు లండన్ లక్ష్మణ్ రావు కూడా ముక్కు మీద వేలేసుకునేలా చేయకపోతే నా పేరు నా పేరు అమృత కాదు హలో హలో పరంధామి గారు నేను ఆనందరావుని చెప్పండి ఏం లేదు మనం ఈ రోజే అగ్రిమెంట్ సైన్ చేస్తే మీకేమన్నా అభ్యంతరమా ఏంటింత అకస్మాత్తుగా మీకేదో అనుమానం అబ్బాయి అదేం లేదండి మీ అల్లుని చూసి కొంచెం జంకిన మాట వాస్తవమే కానీ నేను ముందుకొచ్చేది మిమ్మల్ని చూసి మీ టీవీ చూసి ఎప్పుడూ మీ మీస మీద ఒక్క ఎంట్రీ కూడా పక్కకు చెరగదు మీ దుస్తులు మల్లె పువ్వులా ఉంటాయి <laughs> మీ గాంభీర్యం వల్ల మన జిల్లాలో మన బిజినెస్ మీద రైతులందరికీ మంచి నమ్మకం ఏర్పడుతుంది సో నేను డిసైడ్ చేసుకున్నాను ఓ గంటలో కాగితాలతో మీ దగ్గరికి వస్తున్నాను <laughs> సంతోషం నేను స్నానం పూజ ముగించేసి రెడీగా ఉంటాను తీసావా ముసే ముసే పద పద పద పద నేటితో మీకు నా పట్ల ఉన్న ద్వేషం మీ పాత దరిద్రం పూర్తిగా పోయింది అంత మంచి జరుగుతుంది మావి గారు ఇంక కొత్త వస్త్రాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించండి రే మొదటిసారి మామగారికి బట్టలు పెడుతున్నావు కుంకుమ పూజ చేయించిస్తే ఇంకా శుభం జరుగుతుంది నీది పవిత్రమైన మనసు పవిత్రమైన ఐడియా అబ్బా లెట్స్ గో టు గుడి యా యా బట్లవిని అల్లుడు అల్లుడు సర్వం ఒరే సర్వం అందరూ కట్టగట్టుకుని ఒకసారి ఎక్కడ చచ్చారా కొంచెం టైం పట్టినా పర్వాలేదు పవర్ఫుల్గా చేయండి ఆనందరావు గారు వచ్చే టైం అయింది ఇలా తుండుగుడ్డతో దర్శనమిస్తే ఆయన దృష్టిలో నా ఇమేజ్ అగ్రిమెంట్ తుడిచిపెట్టుకుపోతాయి అర్జెంటుగా షాపుకి వెళ్ళి ఓ పంచా చొక్కా తెచ్చుకోవాలి కాని వెళ్ళడం ఎలా Hmm. సిటీలో బెగ్గర్స్ బెడద ఎక్కువగా ఉందని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి సార్ ఇలాగైతే చాలా ప్రాబ్లమ్ సార్ పైగా పండగ కూడా దగ్గరలోనే ఉంది ఓకే పది యాంటీ బెగ్గర్స్ స్క్వాడ్ టీమ్స్ తయారు చేయండి రోడ్లు గుళ్ళు గోపురాలు అన్ని పబ్లిక్ ప్లేసెస్ నుంచి బెగ్గర్స్ను ఖాళీ చేయించి బెగ్గర్స్ హోమ్కి తరలించండి ఓకే సార్ ఏమైందయ్యా starting trouble sir Amrutha Vilas ఇక్కడికి ఎంత దూరం దగ్గరేనండి సరే నేను నడిచి వెళ్తాను నువ్వు వెనకాల వచ్చి అలాగేనండి బాబా వెళ్తుంది అగ్రిమెంట్ గురించి కదా గుళ్ళో దండం పెట్టుకుని వెళ్తే శుభం జరుగుతుంది కొంపదీసి గుర్తుగాని పట్టలేదు కదా నటిరే ఏ జాములో బాబు కళ్ళు లేని కంపదీరు తండ్రి ధర్మం బాబయ్యా అయ్యా పుణ్యం మూట కట్టుకోండి బాబు డబ్బులు ఇచ్చి ఆహా ఎంత బాగున్నారయ్యా గతంలో ఉన్న గెటప్పులకి డ్రెస్సులకి ఉన్న కాంట్రాస్ట్కి నా కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి అసలు మా ఒరిజినల్స్ ఇవ్వండి ఆ రోజు ఆ డ్రెస్సులో చూసి మమ్మల్ని అలా అపార్థం చేసుకున్నారు అంతే మావయ్య అవును మీ మావయ్య ఏ మావయ్య గారు ఇంట్లో స్నానం చేస్తున్నారు బాబాయ్ ఏంటిది ఏమయ్యా ఈమో e ఫార్మ్స్ రిజిస్ట్రేషన్కు పదివేలు తక్కువ పడ్డాయి అల్లుడి దగ్గర దొరికే అవకాశం ఏమైనా ఉందంటావా నిన్ననే పట్టుబట్ అది ఈ గ్రాండ్ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఉన్నదంతా ఊడ్చి ఖర్చు చేశాడు ఉండకపోవచ్చు బాబాయ్ బాబాయ్ గారు అరే ఆంజనేయులు వెళ్ళు వెళ్ళు అవతలకి నేను నిజంగా బుస్తెత్తుకోవటం లేదురా వెళ్ళి ఆనందరావు గారు చూడకుండా మ్యారేజ్ చేయి వెళ్ళు మీరు ఒక్కరే గుడికి వచ్చారేంటి మీ ఇంటికే వస్తూ వస్తూ ఇలా వచ్చాను ఆ, అలాగా నమస్కారం చేసుకోండి అన్నా అన్నా నన్ను వదిలే అన్నా అన్నా ప్లీజ్ అన్నా వదిలే అన్నా అన్నా. కళ్ళు లేని కబోదిని ఎవరయ్యా మీరు యాంటీ బెగ్గర్ స్క్వాడ్ నేను నిజంగా ముచ్చెత్తుకోవట్లేదయ్యా ఆహా పెద్ద మనిషి అడుగో బాలుడు ఏమయ్యా ఈ తాలూకు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అల్లుడు ఇదేదో మీ మాయ గారి గుంతులా ఉంది లేదండి మీరు అల్లుడు అల్లుడు అల్లుడు అల్లుడు అల్లుడు అల్లుడు అల్లుడు అరే మీ మామగారనయ్యా ఎక్కడి నుంచి అంత పెద్ద అరుస్తున్నాడు బెగ్గర్స్ వ్యాన్ నుంచి అల్లుడు అల్లుడు అల్లుడు అల్లుడు పండక్కి మామ వచ్చాడు